దొరికిరు రాయవాలన్నా ఆ దొరికిరు ముగ్గురు అత్త అన్నారు లావణ్య సునీత రమ అత్త అన్నది ముగ్గురికి అవుతుందా సేను అయ్యో మరి అన్ని తెలిసి దాన్ని తీర్పాలు కూర్చుంటే అన్ని అల్లిస్తాను పోయి తీసుకొస్తేందో నలుగురిని పోరా మరి పొట్టవాడు నాలుగు సార్లు అటువంటి నీకే నీకైతే నువ్వుకెత్త నువ్వు జాగ్రత్త పడేటట్టున్నా నీకు సాతనైతా కూతనైతా నాకన్నా ముసల్దాని అవుతుంది ముసల్దానిగా లేచి లేచి మాట్లాడబడుతుంది అంత లేచి లేచి ఉన్నదాన్ని బయటికి పోయినా నువ్వు పిలిపి తెలివి లేదు ఐదు ఐదు వాళ్ళని తీసుకొస్తాను వాళ్ళు కలుస్తారు వాళ్ళకి ఇంత పొలం కలవస్తుందా అని వాళ్ళు ఎవరికన్నా కలవగలిగిరా నీ సోపతి గాల సంగతి అయితే నీకేందో మరి నాకు చెప్తలేదు ఇక పూలకు నీరక్క కట్టకాల నరసక్క గిళ్ళని తీసుకొస్తే వాళ్ళు మంచి చేస్తారు మరి అన్ని తెలిసిందని కూర్చుని మాట్లాడబట్టి అటు ఇటు పోయి తీసుకొస్తే ఏమవుతుంది నేను కూర్చోండి కూర్చోకపోతే దప్పేసుకొని తిరిగా నా ఊర్లో ఆకారంగా రాదు మరి అట్టి కూకుంటే ఏమవుతుంది ఇది ఏ పని శాత కదా ఈ పని శాత కదా ఎవరు లేకుంటారా మీరు పొద్దుక పొద్దునమ్మ బొమ్మల కాటక పెట్టుకొని అట్లా పెట్టుకుంటాను లేచి ఆయిల్ నీళ్ళు ఏం పని చేయకు అన్ని దానికి పని చెప్పు నిన్ను చెట్టు కింద కూర్చుని వ్యక్తి నీకు పాలు ఇచ్చుకుంటా నేను పొలం కాదు అందరం ఒకటే భూమి అమ్మ నేను చూస్తూ పొద్దు నుంచి పని అంతా చేసి చేసేస్తాను అయినా కూడా ఏదో ఒకటి అంటనే ఉన్నది మనకోసం దారాడు కూరడు కాక ముందుకే ఈ చెట్టు కింద పెట్టి ఉయ్యాలను కట్టి ఈ పాలించుకుంటా నేను పొలం కలిసిన మరి ఇంకో ఏం మంచి పొరలే అర్థం చెప్పి మా తమ్ముడు బిడ్డ మా తమ్ముడు ఎరగబెడుతుందా అని ఎరకలేక నువ్వు వేసి మంచిగా కూడా ఇప్పుడు అంటే నిన్న కావాలి ఇంత భూమి గుమ్మూర వెలుసులు రావాలి కొత్త పోలి నేర్చుకోవడం లేదు నువ్వు కూడా అన్ని పనులు కట్ చేసుకో దాంతో మరొక నీకు ఏమైతుంది నేను అన్ని పనులు వేయంగా కూడా మీ అమ్మ ఏదో ఒకటి అంక పెట్టనమాట నాకు ఏమంటాయి ఉన్న పని చేస్తుంది లేకపోతే అంత నిన్న చేస్తురా ఏమైనా అంటే చేస్తావు ఏ రూపం పెడతావు ఆ కన్నీళ్ళవు మన్నావు నేను ఇన్ని పనులు వేయంగా కూడా మీ అమ్మ ఏదో ఒకటి అంటనే పట్టే నన్ను ఏందో అందరు కోడలు తీరున్నారు నా కోడలో తీరున్నది రా ఒకదాన్ని చూస్తారా దీనికి బుద్ధి వస్తలేదు దీనికైతే వెనక చీరచ్చిన వాళ్ళు హుషారుగా పని చేసుకుంటారు కట్టం చేసుకుంటారు బతుకుతారు కూరగండ్ర ఇరు పొట్టగండ్ర ఇరు దీనికి ఒక పిల్లలేదో చెల్లలేదో పనులు హుషారలేదు ఏ విచ్చుకురా ఇది ఏంటి కానీ ఇక్కడ చేసావు మరి నువ్వు చక్కగా ఉన్నావా నువ్వు నేను ఇది చేసుకుంటా చెప్పిన నా తమ్ముడు బిడ్డ నా తమ్ముడు బిడ్డ అని చేతి నా రౌతం కొట్టుకోదా కొట్టుకుంటే కొట్టుకో మరి ఇప్పుడు ఏం చేస్తాను కొట్టుకుంటే బాగానే ఊరుకుంది అర్థం కానీ ఏమో గంగలు పోయి లోడద్దు ఆ పొలం కలుగురి నేను మంది వద్దా దెబ్బదారి ఏ ఉన్నకూరి లోడుకుంటా ఎప్పుడు ఇదే డబ్బు నాకు ఇంట్లో నేను ఐసుదాన్ని కాగా ఉరికిరికి చేయాలి ఐసే నా ఇంట్లో కూర్చోంగా ఇక నువ్వు ఆర్డర్ చేసావని ఇలాగేంది ఏ ఆర్డర్ చేయలే అంత మీ సంపాదించింది లేకపోతే నువ్వు లేకపోతే నేను పోతాను చేను కాడికి ఏమన్నా పని ఉంటే చెప్పు నడగొట్టుకొని రా దేనికన్నా నాసలేదు ఆ అత్త నేను చెప్తారా ఒక్కొక్కటి అత్తంట కోడలు ఎమ్మడి ఎంత మంచిగా చేసుకుంటారు చేను పని నేను అట దీనికి ఇంకా చిన్న పోరాని దీని ఎమ్మడి ఉండి నువ్వురా గడ్డమే కనిపించావు మంచిగా పైసలు దాడుగా కూర్చుకుని మనవారు మగవాళ్ళ మమ్మల్ని మల్లక్క మల్లక్క అని మనవరాలు జాకెట్ కుడుతుందా అంటే ఇట్ట కూర్చి పిచ్చింది నేను సవన్ తెలుపు ఉన్నాను సాటలు తెలుపు కూర్చున్నావు రైతే అయ్యో అత్తమ్మా ఏం చేస్తాను అత్తమ్మా ఏం చేస్తాను ఏం చెప్తానా కూర లేదు కదా కూర గుట్టు తెచ్చి కొట్టి కోరించుకొని తింటాన్నా కనబడతలేదా దావ్యం లెక్క దర్వాజాలో కూర్చుని నాకేమన్నా నోరు దూరదా ఏ మంది తిట్టా మంది ఎందుకు పడతారే మల్లక్క మనవరాలు జాకెట్ కుట్టుమని కొంత జాకెట్ ఇచ్చింది ఈ జాకెట్ కి ఇట్లా కుట్టింది మరి నా జాకెట్ కొంత పెట్టి కుట్టిందో ఎవరి జాకెట్ పెట్టి కుట్టిందో ఒక ఆడ ఉంది ఒక ఆడ మిగతా ఉంది నేనేమన్నా సామంతి లెక్కుండా సామంతి లెక్కుండా సామంతి లెక్కుండా సాటర్కు కుట్టింది జాకెట్ ఇక్కడ రూపాయలు ఇచ్చిన కాడ ఏం కూర నువ్వు ఏం కూరనా కూర లేదు కదా కోడి కోడించుకోడు అంటున్నా నేను కూర అత్తమ్మ ఇది సరిపోతుంది ఇంతకన్నా పెద్ద అయిలేవా గిండెలు తెల్ల కట్టు పట్టుకొని రాబోయడం సిగ్గులేదు గింతనన్న కొద్దిగానన్న నా కూరలు అడిగారు రమ్మంటే రానన్నా కూరకే చచ్చినవే ఒక పెట్టుకున్నా అయ్యో అత్తమ్మ నాలుగు అని చెప్పిందా అసలు రానే రాలని నీకు పనికని రానా నాకు ఇట్లా కూడా రాలని కోడలు నీకు అవద్దని చెప్పింది పౌరూపులాడిది నిన్ను విట్టలు రానన్నమాట దానికి మేనతైన వాళ్ళందరినీ ఎదుర్కొని పోయింది గట్రా దానికేమో ఇప్పడోళ్ళు కావాలి అయినా మళ్ళీ గల పీసుని కాదు ఉన్నారా వాళ్ళు నీ కోడలు బాగా గుచ్చి గుచ్చి ముచ్చట పెట్టారు కాబట్టి అలా తీసుకున్నది నమ్మిన కానీ ఏ నన్ను విలువలేదు అదైతే రాని అది రాని అది ఏం చెప్తాను అనుకుంటాను మరి నన్ను కలవని పేరు కంటి పేరు చేస్తాను అనుకుంటుంది నాకు గిట్ట బీపీ లేవాలి కానీ దాని చివ కోసిన ఆరంగకు సౌర మళ్ళకుంటా చూడు అయితే బాగా తక్కువ ఉన్నది అరకు మీద చింతకాయ తక్కువ ఉన్నది ఆ రచ్చినాక పెట్టి ఇస్తారు ఇంత రచ్చదాకా ఉండిపోయి ఏం చేస్తావు కూరగాయలు పెడుతున్నావు అది ఇంటికాడ లేనే లేడేమో పోయి ఏం చేస్తావు తెరిసేపు ఉండరాదు ఏ ఉండు సల్లా ఉండక్క పోయిండు వారం అవుతుంది ఇంటికాడ ఏం లేదు పోరగాళ్ళు రోజు కారం వేసుకొని పోతారు ఇలా బర్లేదు కదా ఇంటికాడ ఉన్నారు ఇంట్లో ఏమన్నా అంటదామంటే కూడా ఏం లేదు అందుకని కింద కూర ఎత్తామని వచ్చిన ఆయన అప్పుడు ఇంత ఇప్పుడు నువ్వు ఎత్తావు ఒక కూర గందుకని వచ్చిన ఆయన నీ కోడలు నన్ను పిలిస్తే నేను నీకు రానా అది దాని దగ్గరికి రానే వాళ్ళ పిలువనే విలువలే మాట నమ్మచ్చట్లేదు ఇయ్యాల రేపు అవసరం ఉన్నంతసేపే మాట్లాడతారు పరుడాల వరకు ముఖం మాడుతారు అదైతే రాని దాని మొద్దు పంతం అలగాలి మొద్దుకు మొద్దు కలిసింది దొంగ పోరి ఏదో నా తమ్ముని బిడ్డ నాన్న బిడ్డ కదా జర చేసుకుంటే అది నాకే తిరగబడి మాట్లాడుతుంది మరి రేసాలు తెక్కిస్తాందో ఏమి తెక్కిస్తుందో నాకు అర్థమైంది మొన్నటికి మొన్న బట్టలు నానబెట్టే పిండే అన్న ఆ చివరకు ఆనగొచ్చింది పింఛన్ పైసలకు వచ్చే వరకు మరి మా అత్తమ్మ చీరుండి నడిచేస్తానరా కైకిలని వరకేమో కాలు నొత్తంది నడుము నొత్తంది అంటుంది ఇక నన్ను కైకిలు తీసుకుపోవా అంటుంది దానితో అట్లా దీంతో ఇట్లా ఆ కలుపు అది ఎన్ని రోజులు కలుతుందో కలవని పొలం దానికి ఎరుక దానికి ఎరుక పెండ్రమ్మ కూడా ఏమన్నా చేసుకొని ఎంతకన్నా చెప్పాను నేను నువ్వు పోనీ కాదు ముచ్చట్లు పెద్దత్త ఈ పటండ పొలము ఆలే చేసుకుంటారా లేకపోతే కౌలుకి ఇచ్చిర్రా ఎట్లా తీయే కోడన బుద్ధి చెప్పాట అత్త తను వేయనట్టుంది మీ మాటలు